అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు దివ్య సంజీవిని ఈరోజు మనం యోగాసనాల ద్వారా స్కిన్ గ్లో ఎలా పెంచుకోవాలో నేర్చుకున్నాము స్కిన్ గ్లో అంటూనే మన అందరి ముఖంలో ఒక చిరునవ్వు వచ్చేస్తుందండి ఎందుకంటే ఆ స్కిన్ గ్లో కోసం మనం చేసే స్టంట్స్ అన్నీ ఇన్ని కాదనమాట ఏంటంటే చాలామంది ఏ క్రీమ్స్ అంటే ఆ క్రీమ్స్ పూసేస్తూ ఉంటారు కొంతమంది ఏ సబ్బులు టీవీలో కనిపిస్తే ఆ టీవీలో అదే తెచ్చుకొని వాడేస్తూ ఉంటారు రిజల్ట్ లేకపోయే వరకు వాళ్ళు ఒక రకమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో మనం ఈరోజు ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్ వేలో యోగా నుంచి చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఫేస్లో గ్లో ఎలా పెంచుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాము సో ఫస్ట్ ఏం చేయాలంటే వజ్రాసనంలో కూర్చొని ఓకే వజ్రాసనంలో కూర్చోండి రెండు చేతుల్ని పైకి చాపి శ్వాస పీల్చుకోవాలి శ్వాస వదులుతూ మెల్లిగా శశాంకాసంలోకి వచ్చేసేయండి మెల్లిగా శశాంకాసంలోకి వచ్చేసి ఈ విధంగా ముప్పై సెకండ్ల పాటు ఉండి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ శ్వాస పీల్చుకుంటూ శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా రెండు చేతుల్ని కిందకి దింపాలి ఈ విధంగా త్రీ రౌండ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆసన సర్వాంగాసన దానికంటే ముందు అసలు ఈ శశాంకాసనలో ఏమవుతుంది దేని నుంచి ఫేస్లో గ్లో వస్తుంది తెలుసుకున్నాము సో ఈ విధంగా రెండు చేతులు పైకి రేస్ చేసుకొని ముందుకు బెండ్ కావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా తలలోకి రివర్స్ ఫ్లో అయ్యి తలలో ఉండే క్లాట్స్ అన్నీ రిమూవ్ రిమూవ్ కావడం జరుగుతుంది నెక్స్ట్ తలలో ఫేస్ రీజన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది ఆ ఇంప్రూవ్ అయినందువలన ఫేస్లో గ్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ ఫేస్లో గ్లో రావడానికి సెకండ్ ఆసన వచ్చేసి సర్వాంగ ఆసన రెండు కాళ్ళని ముందుకు చాపండి ముందుకు చాపి శవాసనలో పడుకోవాలి శవాసనలో పడుకొని మెల్లిగా రెండు కాళ్ళని స్టమక్ పైకి ఫోల్డ్ చేసుకుని మెల్లిగా రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి థర్టీ సెకండ్స్ తర్వాత కిందికి దించేసేయాలి శవాసంలో రిలాక్స్ ఇవి ఇక్కడ త్రీ రౌండ్స్ చేయాల్సి ఉంటుంది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం మాత్రము చేయకూడదండి నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హై బీపీ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయరాదు దీంట్లో కూడా సేమ్ రివర్స్ బ్లడ్ ఫ్లో అయ్యేసి ఈ మస్కులర్ టెన్షన్ అనేది రిలీజ్ అయ్యేసి ఫేస్లో గ్లో అనేది రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ టెప్ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆనందంగా ఉన్న వాళ్ళ ఫేస్లో నిజమైన గ్లో రావడం జరుగుతుంది చాలామంది గ్లో గ్లో గ్లో గ్లో అంటున్నారు ఏంటి అబ్బా అంటే బ్లాక్ ఉన్న వాళ్ళు తెల్లగా కారండి బ్లాక్లోనే ఫేస్లో గ్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ వైట్ ఉండి కలర్ మారిపోతూ ఉంటుంది కదా వాళ్ళకు ఫస్ట్ కలర్ వైట్ కలర్ మళ్ళీ రివర్స్ రావడం జరుగుతుంది అంతేకాని బ్లాక్గా ఉన్న వాళ్ళు వైట్ కావటము ఇదంతా సినిమాలో చూపించడమే కానీ రియల్గా కానీ కావాలన్నమాట బ్లాక్లో ఉన్నవాళ్ళు ఫేస్లో గ్లో వచ్చేసి సో ఏవైనా మడతలు ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ బ్లాక్ ఉన్నవాళ్ళు సీరియల్ రెండు నిమిషాల్లో చూడండి అని ఇట్లా తిప్పేసి వైట్ కావడం అలాంటివన్నీ చూడడానికి కానీ కానీ కావన్నమాట